But they were modifying. అవి బలమైన సూచనలు Men are began tremble at the power of God. ఐగుప్తు యొక్క మనుషులు దేవుని యొక్క శక్తి ఈ విధముగా చూడడం వలన వణికిరి దెన్ మాఫీ హ్యాండ్ అప్పుడు దేవుని యొక్క బలమైన ఆస్త వలన ప్రజలు వెలపడికి వచ్చి క్లౌడ్ ఆఫ్ ఫైర్ గోయింగ్ వారు తమ ముందు అగ్ని స్తంభం ఎందుకు చూచినారు రిసీవింగ్ పాయింట్ టు వారు తమ ముందు ఎర్ర సముద్రము రెండుగా విభాగించబడి చూచినారు ఎప్పుడైతే వారు అరణ్యంలోని వచ్చారో గాడ్ కాల్ సగటు మోవీస్ అన్నమాము దేవుడు తన సేవకైన మోసేను కొండపైకి పిలిచను and he kept in there for forty days అక్కడ నలభై దినములు ఆయన during that time God gave heavenly plan ఆ సమయంలో దేవుడు ఆయనకు తన పరలోక ఏర్పాటునిచ్చాను హెవెన్లీ ప్లాన్ ఆఫ్ టాబర్నాకల్ ప్రత్యక్ష గుడారం యొక్క పరలోక ఏర్పాటు మోసెస్ కేమ్ డౌన్ మోసే దిగి వచ్చను all people gather around him ప్రజలందరూ ఆయన చుట్టూ చేరి ఈ టోల్ గా టోల్ హిమ్ దేవుడు ఆయనకు చెప్పినది యావత్తును వారికి తెలియపరిచి వారితో చెప్పినాడు గాడ్ హ్యాస్ ఏం నమ్మిన ప్రచోటి దేవుడు వారికి ఒక తరణం ఇచ్చాను హౌస్ ఫార్ హెమ్ ఆయన కొరకు ఒక ఇల్లును వారు కట్టవలను మిస్త్రీ మిస్ట్రీ అది ఒక మర్మం why should God want house ఎందుకు దేవునికి ఒక ఇల్లు కావాలి హీ ఎవ్రీవేర్ ఆయన ఎక్కడైనా ఉన్నారు ఇల్లు ఎవ్రీవేర్ ఆయన అన్ని స్థలంలో నివసించి వై షుడ్ గాడ్ హౌస్ ఎందుకు దేవునికి ఒక ఇల్లు కావాలను have you ever seen a great king going about in search for hut ఎప్పుడైనా ఒక మహారాజు తన యొక్క నివాసం ఒక గుడిసెను వెతుకుతూ వెళ్ళినట్లు చూస్తున్నా imagine great king going your seat ఊహించండి ఒక మహారాజు మీ వీధిలో వెళుతున్నారు అండ్ యు క్వశ్చన్ ఆయన అడగండి యువర్ మెజెస్టీ ఓ ప్రభావం గల రాజా వాట్ ఆర్ సర్చింగ్ నీవు ఏమి వెతుకుతున్నావు అని మే యు అప్పుడు ఆయన అనవచ్చు I am looking a for myself నేను నివాసము చేయుటకై ఒక ఇల్లు వెతుకుతున్నాను I am looking hut for myself నా కొరకు ఒక గుడిసెని వెతుకుతున్నాను అని మే సెడ్ హిమ్ అప్పుడు నీవు అనవచ్చు యువర్ మెజెస్టీ ఓ రాజ ప్రభావం గలవారా యువర్ సుమని మెనీ ఇన్ని నగరములు నీకున్నవి why are you coming ఎందుకు ఇక్కడికి వచ్చి ఒక గుడిసె వెతుకుతున్నావు why do you want live among us ఎందుకు మా మధ్యలో నివసించబోతున్నావు find it very, very hard to understand this. అప్పుడు ఇది గ్రహించేది నీకు చాలా కఠినముగా Why should a king of that stature come like a నగ అట్టి అంతస్తు కలిగిన ఆ రాజు ఎందుకు భిక్షగా అనివలే రారు అయితే ఈ సత్యమైతే ఇంకా మర్మమైనది God is saying to those people దేవుడు ఆ ప్రజలతో చెప్తున్నాడు దోస్ హావ్ గ్రీవ్డ్ హెమ్ ఎవరైతే ఆయన దుఃఖపరిచారు దోస్ హావ్ ఫెయిల్డ్ హిమ్ ఎవరు ఆయన విషయం తప్పిపోయారు ఓ మై పీపుల్ డి మద the blood build me sanctuary ఓ నా ప్రజలారా నా వలన విమోచించబడిన వాళ్ళారా నాకు ఒక పరిశుద్ధ స్థలమును కట్టుడి ఇవందో దేవుడు దే వుడ్ హావ్ centuries. వారు శతాబ్దముల తోలి తలంచులు They couldn't understood the meaning of it. దాని యొక్క భావమును వారు గ్రహించకుండా ఉండు But they knew one thing. అయితే ఒకటి వారు ఎరిగినారు They were words of God. వా అవి దేవుని మాటలై ఉండను Because they have seen Moses on the mount. ఎందుకనగా వారు మోసే కొండపై ఉండేది చూశారు They have seen God's cloud on the mount. వారు దేవుని యొక్క మేఘము కొండపై ఉండడం So చూశారు they knew fully well. గనకనే వారు పూర్తిగా ఎరిగినారు That Moses was not a madman. మోసే ఒక పిచ్చి మానవుడు కాదు He was a man of God. ఆయన దైవజనుడు And he was speaking as a man of God. ఆయన దైవజనుడిగా మాట్లాడుతున్నారు. And they must obey what he says. కనుకనే ఆయన చెప్పేదానికి వారు లోబడారు. And they obeyed. వారు లోబడినారు. And whatever they felt like, వారు they blood offering. వారు ఇష్టపడినది యావత్తును అర్పణగా తెచ్చిరి. According to God's command. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం ఇట్ వాజ్ యూనిక్ దాని యొక్క పరిమితి దాని యొక్క పరిమాణము దాని యొక్క సామానులు యావత్తును చూసేటప్పుడు ఆ సమానముగా ఉండను నువ్వు engineer architect ever have design a engineer గాని ఏ నైపుణ్య శాస్త్ర మనుషులు గాని అచ్చుని కట్టలేరు ఇది గాడ్ హౌస్ అది దేవుని యొక్క ఇల్లు వాస్ కంప్లీట్ అని పూర్తి అయింది and the cloud came as upon it అప్పుడు మేఘము పైన కమెను and the fire came sacrifice అగ్ని బలి అర్పణ పైన వచ్చను అండ్ ఫ్రమ్ దట్ డే ఆ దినము మొదలుకొని God began to speak Oh. దేవుడు నూతన విధముగా మాట్లాడుటకు ఆరంభించను he began to speak from between about the seed about the ark ఆయన మందతో పై ఉన్న చెరువుల మధ్యలో నుండి మాట్లాడుటకు ఆరంభించను యు నో ద చూడండి ప్రత్యక్ష గుడారములో మూడు భాగములు ఉన్నది అవుటర్ కోర్ట్ ఆవరణము హోలీ ప్లేస్ పరిశుద్ధ స్థలము ద మోస్ట్ హోలీ ప్లేస్ అతి పరిశుద్ధ స్థలము ఇండియా ది అవుటర్ కోర్ట్ వెలపడి ఆవరణములో సన్ షైన్ అక్కడ సూర్య వెలుగు sunlight Surya Rashmi. In a holy place, Harishudha Salavalo, light made by oil. నూనె వలన తైల వలన వచ్చే మోస్ట్ హోలీ ప్లేస్ అతి పరిశుద్ధ స్థలములో no door no window no hole ద్వారము లేదు కిటికీ లేదు రంధ్రము లేదు ఓన్లీ డివైన్ లైట్ అక్కడ దైవ వెలుగు మాత్రం sunlight all light divine light సూర్య వెలుగు నూనె వెలుగు దైవ వెలుగు మూడు వెలుగు ఇన్ మోస్ట్ హోలీ ప్లేస్ అతి పరిశుద్ధ స్థలంలో ఆర్క్ ఆఫ్ గాడ్ అక్కడ దేవుని మందసం ఉన్నది ark made of sheet board మందసము తుమ్మకర్రతో చేయబడినది overlaid with gold both side అది బంగారపు రేకుతో కప్పబడింది మందసపు కప్పు పైన కరుణాపీతమునది and same golden plate turning both same game cherubim అదే బంగారపుతో తీయబడినది మళ్ళీ కెరూబులుగా చెప్పండి అక్కడ చెప్పండి God began to speak from between cherubims from that day ఆ దినం మొదలుకొని కెరూబుల మధ్యలో నుండి దేవుడు మాట్లాడకు ఆరంభించని చెప్పండి you know God already spoken to మోగిల్ ఇన్ ద బర్నింగ్ బుష్ మీకు తెలుసును దేవుడు ఇంతకు ముందుగానే కాలే పొదలు మోసేతో మాట్లాడినాడు then spoke him from the mount days ఆ తర్వాత 40 దినములు కొండపై మాట్లాడినాడు then he speak him from from the cloud ఆ తర్వాత మేఘములో నుండి మాట్లాడినాడు by now it's entire different speaking అయితే ఇప్పుడు కేవలము వేరుగా మాట్లాడుతా it's wonderful to see God speaking from bush దేవుడు పదలో నుండి మాట్లాడ చూచేది ఆశ్చర్యమే ఇమాజిన్ ద బర్నింగ్ బుష్ ఊహించండి ఒక పొద అగ్ని జ్వాలతో మండుతున్నది అక్కడ దేవుని యొక్క స్వరము ఆ పొదలో నుండి వస్తున్నది అప్పుడు మోసే ఆశ్చర్యంతో నుండి ఉన్నాడు ఐ సీ నో పర్సన్ ఇక్కడ ఏ మనుషులు లేరు యట్ ఐ అయినప్పటికీ శబ్దం వినబడుతున్నది ద వాయిస్ ఫైర్ శబ్దము అగ్నిలో నుండి వచ్చను then voice came from fire తర్వాత శబ్దము మేఘములో నుండి వచ్చను then God spoke to him face to face on the అప్పుడు అప్పుడు దేవుడు ముఖాముఖిగా కొండపై మాట్లాడను గివింగ్ ఎవ్రీ డీటెయిల్ ప్రత్యక్ష గుడారం యొక్క ప్రతి వివరమును ఆయనకిచ్చను బట్ నౌ అయితే ఇప్పుడు ఆయన వేరుగా మాట్లాడుతున్నారు ఆయన కేవలము వేరుగా మాట్లాడుతున్నారు దేవుడు మోసేకు తన హృదయ రహస్యములను చెప్తున్నాడు God has been keeping in heart many secret దేవుడు తన యొక్క హృదయంలో అనేక రహస్యములు నుంచి ఉన్నాడు నిత్యత్వం నుండి బట్ ఫ్రమ్ డే అయితే ఆ దినం మొదలు God began to reveal to him all this hidden heart secret of century దేవుడు శతాబ్దం నుండి దాచి ఉంచినటువంటి హృదయ రహస్యములన్నీ మోసేకు బయలుపరచులకు ఆరంభించను From that day they became God's people. ఆ దినం నుండి వారు దేవుని ప్రజలైరి Even though they couldn't understand what God was saying, దేవుడు ఏమి చెప్పుతూ వచ్చినో వారు గ్రహించకపోయినప్పటికీ but the fact remained. సత్యము సత్యమే గాడ్ వాస్ స్పీకింగ్ దేవుడు మాట్లాడాడు స్పేక్ క్లియర్లీ ఆయన స్పష్టంగా మాట్లాడాడు స్పేక్ లవింగ్లీ ఆయన ప్రేమతో మాట్లాడాడు అండ్ హి మైండ్ ఆయన తన యొక్క మనసును బయలుపరచు వచ్చను that's why God had brought them out of Egypt అందును బట్టి దేవుడు వారిని ఐగుప్తులో నుండి వెలుపలికి తెచ్చాడు that's why he had told them to build a sanctuary అందును బట్టి పరిశుద్ధ స్థలము నిర్మాణించాలని వారితో చెప్పాడు not for the sake of gold and silver and brass and blue and purple scarlet బంగారము వెండి ఇత్తడి ఈనము నీల ధూమ్ర రక్త వర్ణములు ఇవన్నిటి కొరకాయ కాదు దేవుడి వస్తువులన్నీ ఆయనకు అవసరం లేదు ఆయన అంతయు ఆయనదే మరి హౌ అయితే అయితే ఆయన వారికి చెప్పినది ఏమనగా ఎట్లు దేవుడి యొక్క స్వరమును స్పష్టముగా మీరు వినగలరు how man a wretched man a ruin man ఎట్లు ఒక మత్స్యమైన మనుషుడు దరిద్రమైన మనుషుడు చనిపోయిన మనుషుడు దేవుని యొక్క స్వరమును స్వస్థగాయనగలడు how can the mind of God be revealed to a rich man ఒక దౌర్భాగ్య చనిపోయే మనిషికి జీవ దేవుని యొక్క స్వరమైన how can the heavenly mysteries hidden from ages ధర మూల కొలది వాస్తవమైనటువంటి దేవుని యొక్క మర్మములు ఒక దౌర్భాగ్యమైన మానవునికి ఎట్లు బయలుపరచబడి మరి దూతలకు దాస్తమైనటువంటి మర్మములు సహా For God had been hiding from angels దేవుడి దూతలకు ఏమి దాచి ఉంచను ఇప్పుడు ఆ కెరూబుల మూలముగా బయలుపరచు వచ్చాను స్పీక్ దేవుడు ఎంత వరకు మాట్లాడగలిగాను అది ఒక ప్రత్యక్ష గుడారంగా ఉంది పీపుల్ ఫేర్ గాడ్ ఎప్పుడైతే ప్రజలు దేవుడి విషయం తప్పిపోయారు నో లాంగర్ టాబర్నాకల్ అది ప్రత్యక్ష గుడారంగా ఉండలేదు it's only a perishing material అది ఒక నశించిపోయే వస్తు సముదాయం అది చాలా కఠినమైనటువంటి హెచ్చరిక ఎవ్రీ బిల్డింగ్ బిల్డ్ ఇట్ ప్రతి కట్ట కట్టడము ఎవరు దాని కట్టినను సరే or how you build it ఎట్లు కట్టినను సరే it's only a passing material అది నశించే వస్తు సముదాయం బట్ గాడ్ ఆఫ్ స్పీచ్ అయితే దేవుడు మాట్లాడినప్పుడు అని స్పీచ్ ఆయన స్పష్టముగా మాట్లాడు it's only then only then house of God అప్పుడే అప్పుడే అది దేవుని ఇల్లు and that's our longing for this అదే ఈ పేద కథనము కొరకై మన ప్రార్థన loving God the holy God the God ప్రేమగల దేవుడు పరిశుద్ధ దేవుడు మరి మహిమగల దేవుడు మనతో మాట్లాడు గుడ్ మంచి ప్రసంగములు మనకొద్దు either we want some very good Bible teaching లేక మంచి బైబిల్ కథనములు మనకొద్దు we are not sign the లేక సూచక్రియలు అద్భుతముల వెంట పోవడం లేదు ఆర్ లార్జ్ ఇన్కమ్ లేక విశాలమైన సంఖ్య చాలా మంది అది కాదు అవర్ లాంగింగ్ ఇస్ మా కోరిక ఏమనగా loving the mighty the great the may speak heart ప్రేమ గల దేవుడు బలమైన దేవుడు మహిమ గల దేవుడు తన కరళీత నుండి మనతో స్పష్టముగా మాట్లాడవాలి may gather for weekly meeting ఒకవేళ వార కూటముల కూడిను ఆర్ సండే మీటింగ్ ఆదివారం కూడిను స్మాల్ లబ్బి గ్యాదరింగ్ చిన్న కూడిక పెద్ద కూడిక ఆర్ ఓన్లీ స్మాల్ నెంబర్ లేక కొద్ది సంఖ్య తొందరే రాత్రి పగలు ఎప్పుడైనా సరే మా ప్రార్థన ఏమై ఉంది స్పీక్ అవుట్ దేవుడు తన హృదయ రహస్యములు బయలుపరిచి మాట్లాడు ఆయన మనకు కత్తిని చెప్పగలడు he may not withhold from us what he has longing to release మనకు బయలుపరచకు హృదయంలో ఏమేమి కలిగి ఉన్నారో అది మాట్లాడకుండా ఏది దాచకూడదు have you seen two friends మీరిద్దరు స్నేహితులను చూసిరా first some time they sick friends కొంతకాలం వరకు ప్రాణ స్నేహితులు దే కన్ ఫైట్ వెరీ ఫ్రీలీ వారు చాలా స్వేచ్ఛగా ఒకరితో ఉన్నారు దే టెల్ ఎవ్రీథింగ్ అంతయు చెప్పగలరు then through some words spoken అయితే ఎప్పుడో కొన్ని మాటల వలన there come a stain in between అక్కడ వారిద్దరికి ఒక విభాగం వస్తును there come some distance అక్కడ ఎడబాపు వారిలో వచ్చును outwardly they smile and meet together బాహ్యముగా నవ్వుతూ ఉంటారు కలుస్తారు but the heart has been changed అయితే హృదయం మారిపోయినది every time you want to say something ఎప్పుడైనా ఏమైనా చెప్పగోరితే there come in a voice అక్కడ లోపల ఒక శబ్దం ఉన్నది డోంట్ టెల్ హిమ్ ఎవ్రీథింగ్ అన్ని చెప్పవద్దు డోంట్ టెల్ హిమ్ ఎవ్రీథింగ్ అన్ని ప్రతి చెప్పవద్దు బీ వెరీ కైండ్ వెరీ చాలా మర్యాదగా ఉండు కాఫీ టీ కాఫీ పర్వాలేదు ఈ మనీ జాగ్రత్త డోంట్ అన్ని ఫుల్లీ నీవు సంపూర్తిగా నమ్మలేవు నీ విషయం యు నిన్ను పట్టించిన జాగ్రత్త జాగ్రత్త వెరీ వెరీ ఇది చాలా నొప్పికరమైనది అటువంటి సంగతులు జరిగేటప్పుడు బాధకరమైన మై హార్ట్ బేర్ అది భరించుట మనకు చాలా భారము but man the ball against అయితే తిరిగి స్నేహము చేరినప్పుడు వడే జాకం బ్యాక్ ఎంతటి సంతోషం తిరిగి వచ్చు ఏది కమ్ కాఫిడెన్స్ తిరిగి ఒకరి యందు నమ్మిక కలుగును సేమ్ విత్ గాడ్ ఆల్సో అట్లనే దేవుని యందు జరుగును దే ఆర్ కేయన్స్ వెన్ గాడ్ ఇస్ సైలెంట్ శరణములు కొన్ని ఉన్నవి దేవుడు మామూలు we pray and heaven are close ప్రార్థిస్తున్నాము గాని ఆకాశం మూయబడినది we come to a meeting nothing happen there కూటమునకు వస్తున్నాము గాని ఏమీ జరగడం లేదు and that is very sad happen happening. అది చాలా దుఃఖకరమైన సంగతి జరిగేది. When God, the loving God, is silent. ఎప్పుడైతే దేవుడు ప్రేమగల దేవుడు నిశ్శబ్దముగా ఉన్నాడు. Even though He supplied our need, ఆయన మన అక్కలన్నీ తీర్చును. Answered our prayer, మన ప్రార్థన వినను. But He ఆయన మనకు చెప్పడం లేదు please see book of Genesis దయచేసి ఆది కాండం చూడండి బుక్ ఆఫ్ జనసిస్ ఆది కాండము చాప్టర్ ఎయిటీన్ పద్దెనిమిది బుక్ ఆఫ్ జనసిస్ ఆది కాండము చాప్టర్ ఎయిటీన్ పద్దెనిమిది అధ్యాయం వర్స్ సెవెంటీన్ పదిహేడు వచనం and Lord said shall I hide Abraham, there thing which I do. అప్పుడు యహోవా నేను చేయబో కార్యము అబ్రహాముకు దాచదనా ఆ సమయంలో ఆయన ఏమి ఎరగడు ఇబ్రహాం నెవన్యూ అబ్రహాం ఎరగడు ఈ నెవన్యూ వాట్ వాస్ జరగనైనది ఏమిటో ఆయన ఎరిగి ఉండలేదు ఈ నెవర్ వన్ హార్ట్ గాడ్ దేవుని హృదయంలో ఏముండెనో ఎరిగి ఉండలేదు గాడ్ ఇస్ సేయింగ్ అయితే దేవుడు అంటున్నాడు how can I how can I hide this thing from my dear loving ఎట్లు నేను ఎట్లు నేను దీనిని నా ప్రియమైనటువంటి అతి పరిచయ సమీపమైన నా స్నేహితునికి నేను దాచగలను దేవుడు అంటున్నాడు I can't move a step further నేను ఒక్క అడుగు ముందు వేయలేను ఐ కాంట్ డూ ఎనీథింగ్ నేనేమీ చేయలేను ఐ యామ్ హెల్ప్లెస్ నేను నిస్సహాయుడును I must open my heart my dear Abraham నా ప్రియ అబ్రహాములకు నా హృదయమును నేను విప్పవలను మిస్ట్రీ అది మరొక God is saying that way ప్రభువు అంటున్నాడు ఐ వోంట్ వన్ నేను ఏమీ చేయను దెన్ గాడ్ హిమ్సెల్ఫ్ అబ్రహాం అప్పుడు దేవుడు తానే అబ్రహాం యొక్కకు తన స్వయమైన ప్రేమ పూర్వకముగా తన హృదయమును అబ్రహాముకు తెరిచను అప్పుడు దేవుడు now I happy and free my God ఇప్పుడు నా అబ్రహాం విషయమై స్వేచ్ఛగా ధారాళముగా సంతోషముగా ఇది దేవుని కోరిక God long to speak to దేవుడు మాతో మాట్లాడదు కోరుచును దేవుడు విలాంటి వాసు హార్ట్ ఇన్ మోర్ సీక్రెట్ తన హృదయం యొక్క అతి రహస్యమైన సంగతులు మనకు బయలుపరచబడు అవర్ ప్రేయర్ ఫర్ structure. అదే ఈ కట్టడ ముఖరకై మన ప్రార్థన అయి ఉన్నది God may feel free to speak with us దేవుడు మనతో మాట్లాడుటకు ధారాళమును కనుగొను God may not withhold any mystery any secret any plan any word from us దేవుడు ఏ మర్మమును ఏ సత్యమును ఏ రహస్యమును ఏ మాటను ఏ ఏర్పాటును తన హృదయ రహస్యమును దాచి ఉంచకుండా ఉండుగా even though that word may హట ఆ మాట మనకు గుర్తుకు చనిపోయినను it may be word of review అది మనకు గద్దించే మాట అయినను వర్డ్ ఆఫ్ వార్నింగ్ అది హెచ్చరిక మాట అయినను మే బి ఆ మాట ఏ మాట అయినను that's a very hard command అది చాలా కఠినమైన ఆజ్ఞ అయినను అవర్ ప్రేయర్ ఇస్ మా ప్రార్థన ఏమనగా oh O God go speaking from thy throne every meeting O ప్రతి కూడికలో నీవు మాతో మాట్లాడుచు వెళ్ళు నీ పరిపూర్ణ వర్తమానం మాకిమ్ము ఓ అవుట్ నీ హృదయ కుమరించు ప్రభువా నీవు మమ్మను వదిలిపెట్టకుము it all how to tremble by God నీవు మాట విని ఎట్లు వణికేను మాకు నేర్పు దట్స్ అవర్ లాంగింగ్ అదే మన కోరిక ఏమిది వి సే బిఫోర్ గాడ్ దేవుని not there for large numbers crowd ఎక్కువ సంఖ్య పెద్ద గుంపు కొరకు కోరిక లేదు or out word miracle sign లేక బాహ్యమైన సూచక్రియలు సూచనలు అవసరమైన we want to live close to God దేవునికి సమీపముగా జీవించబోతున్నాం with heart O own oh, heart can be opened. ఓ హృదయం సొంత హృదయం తెరవబడిన ఖడ్గార్కే సిట్వాస్ అప్పుడు దేవుడు నాతో చెప్పగలడు కమ్ లాంగ్ మై సన్ నా లాంగ్ మై చైల్డ్ నా లుక్ మై హార్ట్ నా హృదయంలో చూడు and let me tell you everything ప్రతిదీ నీకు చెప్తాను Do you want that experience? అట్టి అనుభవం నీవు కోరుతున్నావా that's why God told you అందుకే దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు that's why God began to speak అందును బట్టి ఆ దినం నుండి కెరూబుల మధ్యలో మాట్లాడటకు ఆయన అయితే దుఃఖకరమైన సంగతి they a nation not love వారు జనము జనాంగముగా దేవుని యొక్క ప్రేమను పగలలేకపోయింది వారు కష్టంలో ఉన్నప్పుడే వారు దేవుని కోరి దేవుని శ్రమ శ్రమలో ఉన్నప్పుడే కన్నీరు కాచి ఆ తర్వాత దేవుని కొరకై వారికి సమయం లేకపోయింది మన యొక్క విషయంలో కూడా ఆ దౌర్భాగ్యత మనము శ్రమలో ఉండేటప్పుడు దేవుని విషయం తలంచడం ఓ హౌ సరిటీస్ ఎంత దుఃఖకరమైనది only come to God in trouble మనలో అనేకులము కష్టములు ఉన్నప్పుడే దేవుని ఎదుకు వచ్చిన O do not wait for trouble come to God కష్టము వచ్చి దేవుని ఎదుకు వచ్చేంత వరకు నీవు కనిపెట్టవద్దు కమ్ డే అండ్ నైట్ రమ్ము ఆయన ఎదుగు దివారాత్రము రమ్ము నాస్కేమ్ టు స్పీక్ టు యు నీతో మాట్లాడమని అడుగు and tell him very clearly అప్పుడు స్పష్టముగా ఆయనతో చెప్పు Lord reveal to me thy heart secret ప్రభువా నీ హృదయ రహస్యములు నాకు చెప్పుము things are hidden from him the great man మరి వారు గొప్పవారికి దాతమైన సంగతులు సహా తెలియపరచు శ్రీమతి గాస్పల్ చూడండి మత్తయి స్వాత అండ్ చెప్టర్ థర్టీన్ పదమూడో అధ్యాయం అండ్ వర్స్ సిక్స్టీన్ పదహారు వచనం అండ్ సెవెంటీన్ పదిహేడు మతి గాస్పల్ ఫస్ట్ మత్తయి స్వాత అండ్ చెప్టర్ థర్టీన్ పదమూడో అధ్యాయం సిక్స్టీన్ సెవెంటీన్ పదహారు నుండి పదిహేడు వరకు But blessed are your eyes, far they see, and your ears, far they hear. And I tell you, many people of his righteous men have desired to see those things you see, have not seen them, you know, you hear, have not heard them. అయితే మీ కనులు చూస్తున్నవి కనుక ధన్యములైనవి మీ చెవులు వినుచున్నవి కనుక ధన్యములైనవి అనేక ప్రవక్తలను నీతి మంత్రులను మీరు చూచు వాటిని చూడగోరి చూడకపోయి మీరు వినువారిని వినగోరి వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్తున్నారు అదే మాటలు తిరిగి తిరిగి చెప్పట్లేదు దేవుడు తన రహస్యమును మనము ఎరగోరుతున్నాడు మరి ఉడి గోల్ బయబడి అయితే ఆయన మన కోరికను అనుసరించే చేయను హౌస్ సరే దేవుని యొక్క మందిరంలోనికి వచ్చిన నీ కోరిక ఏమి నీవు ప్రసంగము కొరకు వస్తున్నావు ఒక మంచి బైబిల్ నువ్వు ఆశము లేక మంచి సహవాసం కొరకొస్తున్నావా ఆర్ నీ యొక్క ఉద్దేశం ఏమి ప్లీజ్ సీ ఫర్ యువర్ దయచేసి మిమ్మల్ని మీరు పరిశీలించండి how close you got to అప్పుడే దేవునికి ఎంత సమీపముగా నీవు ఉన్నావో నీ వెరుగుదు so we pray for very beginning గనక ఆరంభం నుండి ప్రార్థిస్తున్నాము holy God the loving God may speak సాబిటీన్ చరవేం తోలప పరిశుద్ధ దేవుడు మై ప్రేమగల దేవుడు కెరూబుల మధ్యలో నుండి మనందరితో మాట్లాడును కాక day by day week by week month by month విలిగా all thing in the heart దిన దినము వార వారము మాస మాసము తన హృదయంలో ఉన్న సంగతులన్నీ మనతో పలుకును కాక అండ్ మేడ్ అది మన యొక్క అనుదిన అనుభవముగా ఉండును కాక డైలీ ఎంజాయ్ అనుదిన సంతోషముగా ఉండును కాక ఇప్పుడు మనం ప్రార్థించడం ఆ loving Heavenly Father, Paralokamandari Ma Premagana Tandri, in the name of Lord Jesus, our loving Savior, we thank thee for this happy day. ప్రభుని యేసు క్రీస్తు ప్రేమ గల రక్షకుడి నామమున ఈ సంతోషకరమైన దినము కొరకై వందనం చెల్లిస్తున్నాం thank thee those who have come take their share of blessing. మరి తమ యొక్క ఆశీర్వాద భాగమును పొందుటకై వచ్చిన వారందరి కొరకై వందనం చెల్లిస్తున్నాం thank thee what thou hast done for us already. మా నిమిత్తం ఇంత ముందుగా చేసిన వాడి నుంచి కొరకై వందనములు now we pray the promise of number chapter 7 and verse 39 we ఇప్పుడు సంఖ్యాకాండము అధ్యాయము చివరి వచనము దినదినము మా జీవితంలో నెరవేర్చబడును ప్రభు టేక్ ప్రభువా నశించు వాటి నుండి మా కళ్ళ దృష్టి తొలగించుము and take where eyes from things of not మరి ఇంకా కలిగిన లేనటువంటి మాయా సంగతి నుండి మా కళను తిప్పము సూచనలు సూచక కార్యము నుండి మా దృష్టిని తీసివేయము జీవన దేవుని కొరకైనటువంటి ఆకలి దాహము మాకిము a longing to be with and live closely మేము నీతో ఉండి నీతో నివసించడకు ఆశను దయచేయరు hear me speaking from thy heart revealing all half secrets నీ హృదయంలో నుండి హృదయ రహస్యములన్నీ నీవు మాతో పలుకుట వినుటకు వినుటకు ఆశను పుట్టించుము Lord make house house of ఇల్లు దిన దినము ప్రత్యక్షత కలిగించే దినము ఇల్లుగా చేయము మనవి గాదర్ వీక్ డే ఆ సండే మేము వార దినములందు కూడినను ఆదివారం అందు కూడినను మనవి here for a public meeting ఆ just for a personal testimony ఇక్కడ మేము బహిరంగమైన సభగా కూడినను వ్యక్తిగత సాక్ష్యమున కూడినను maybe fine the loving the living God speaking revealing showing things beyond ప్రేమ కలిగినటువంటి దేవుడు మా శక్తికి మించినటువంటి ఆస్తిలో ధర్మములను సంగతులు మాకు బయలుపరచు భగవాని యేసు క్రీస్తు రక్షకుని నామమున ప్రార్థించి వేడుకొనుచు నాము These messages recorded in 1959, September 25th, Brother Buxing gave a message for the Pandal dedication. ఈ వర్తమానము బక్సింగ్ గారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖున వర్తమానం ఇచ్చినాడు